ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ వారఫలాలు ఈ వారం నా ఫేట్ ఎలా ఉందో దేవుడా ఈ వారం నాకు మంచి ఫలాన్ని దక్కించు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి వస్తువుల్ని సేకరిస్తారు ఆకస్మిక ధనలాభం ఈ వారం అంతా బాగుంది హే భగవాన్ కుర్రో కుర్రు కొడదేవర పలుకు జరిగేది చెబుతాం జరగబోయేది చెబుతాం సత్య ప్రమాణకంగా చెబుతాం కొండదేవర మీద రాశిఫలాల్లో ఆకస్మిక ధనలాభం వెంటనే కోయిదర ప్రత్యక్షం అంటే గ్యారెంటీగా నా జేబులో బంగారం ఏం దొరా ఆ, దొరా ఏమంటావు దొరా మంచి జాతకం చెప్పమంటావు రా రా. రా దొరా రా కూర్చో కుర్రో కుర్రు ముందు నీ కుడి చేయి చూపించు దొరా ఆ, ఇదిగో దొరా జాతకం బాగా చెప్పాలి మరి జాతకం నేను చెప్పను దొరా ఏంటి నువ్వు జాతకం చెప్పవా అవు దొరా జాతకం నేను చెప్పను మరి? కొండదేవర పలుకుతాడు నా చేత పలికిస్తాడు ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు ఎడమరిచి చెబుతాడు నువ్వు చాలా గొప్పోడు దూరా నీ గడుపులో ఏది దాచుకోవు పది మంది బాగుండాలనుకుంటావు అందరి పనులు నీ నెత్తి మీదే వేసుకుంటావు నాది మొదటి నుంచి హెల్పింగ్ నేచర్ అందరూ నిన్ను ఆడుకునే వాళ్ళే కానీ నీకెవరు ఉపయోగపడరు నాది లాభం ఆశించని నేచర్ అది సరే కానీ దొరా నేను డబ్బుని బాగా ఇప్పుడు సంపాదిస్తాను నిధి నిక్షేపాలు దొరికే అవకాశం ఉందా కాస్త జాగ్రత్తగా నా చేయి చూసి చెప్పవా uh. అమ్మో నీ దండ్రేక చెర్రుగోట్ల కొండ చిలవలా కాదు కదా కదా కదా కాదు కాదు అనకొండల కండల చివరి వరకు బాకింది నువ్వు త్వరలోనే కోటి సుడుగా కాబోతున్నావయ్యా బంగారం పెట్టెతుక్కుంటూ నీ కాడకాడకి రాబోతుంది నీ మంత్రి ఇచ్చిచ్చే ఈ తాయెత్తు కట్టుకో కొండదేవని నమ్ముకో నీకంతా మంచే జరుగుద్ది పొనకతన భద్రాచలం రామన్న పలుకులు సమ్మక్క సారక్క ఒసే రావులమ్మ సమరసింహారెడ్డి ఇక ఇదెందుకో ఇక్కడ కాదు ఇదేంటి తల కడుతున్నా చేతికో మొలక కడతారు కదా నీ తలరాత మారాలంటే ఎక్కడే కట్టాలా ఈ చిన్న మెదడికి పెద్ద డబ్బు రావాలి అంత మంచిగా జరగాలి ఆ కొండ దేవర గట్టి బొర్రే డబ్బు ద్వారా డబ్బు ఏంటి ద్వారా ఇది పది రూపాయల త్వరలో కోటేశ్వరుడు కాబోతున్నావు వెయ్యి నూట పదాలది వెయ్యి నూట పదహారుల నా జీతమే వెయ్యి రూపాయలు నువ్వు అడిగినంత ఇవ్వాలంటే పక్కింట్లోంచి నూట పదహారులు అప్పు తీసుకోవాలి ఉంచుంచు కుదరదు ద్వారా వెయ్యి నూట పదహారు ఇస్తేనే ఎక్కడి నుంచి గదిలేది కొండదేవరం మీద ఆడ కుర్రులో కుర్రులు మొర్రో మొర్రో అంత లేదే బాబు ఇదిగో ఇది ఉంచు వెళ్ళే ఇదేం ద్వారా మాట అంటే మాటే వెయ్యి నూట పదహారు ఇస్తేనే ఎక్కడి నుంచి గదిలేది కొండదేవర కోపం అవుతుంది కొండదేవర ఎలా అవడం వల్ల ఆయన ఎందుకు కలుపుతావు కానీ నా దగ్గర ఐదు వందలు ఉన్నట్టున్నాయి ఇవి తీసుకో ప్రస్తుతానికి ఇవేమన్నా ఉంచు ఇంతేనా ద్వారా ఇక ఛాన్స్ లేదా లేవయ్యా బాబు సర్లే నువ్వు సగం ఇచ్చినా కొండదేవర ఫుల్గా చూసుకుంటాడు వస్తాం ద్వారా కుర్రో ఒరే అమృతం అమృతం పొద్దున్నే బీపీలో ఉన్న కస్టమర్ ఎవరిని వచ్చారా లేదు మొక్కానికి ఏంటంటే నాలుగు బాసికలు కట్టావు అరబ్ షేక్లో నాలుగు పెళ్లిలు ఏమైనా చేసుకుంటావా అవి బాషికాలు కావురా నా పాలిట అదృష్ట తావీదులు వీటితో నేను తొందరలో కోటీశ్వరుణ్ణి కాబోతున్నాను చా కళ్ళలో కోయి దొరగాని కనిపించి చెప్పాడా నువ్వెలా కనిపెట్టావు తావీద్ మహిమ కలలో కాదు ఇలాలోనే ఇప్పుడే ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఇలాంటివన్నీ చెప్పి భయపెట్టి వంద రెండు వందలు నొక్కేసుంటాడే అంతేం కాదు కానీ జస్ట్ టెన్ రూపీస్ కద్దుకుని తీసుకుని పోయాడు హీ, నువ్వు ఇచ్చిన పది రూపాయలకి కోటి రూపాయలు ఎప్పుడు వస్తుందని చెప్పాడు ఎప్పుడైనా రావచ్చు ఈ రోజు రావచ్చు ఈ క్షణమే రావచ్చు అవునా ఆల్రెడీ మీ బ్యాంకులో కోటి రూపాయలు జమ అయిపోయింది నా కోవిడ్ చెప్పలేదా చాలు కళ్ళగంట మానేసి కస్టమర్లు వచ్చే టైం అని కేర్ తీసుకో వెళ్ళు అలాగే నువ్వు త్వరగా వచ్చే ఈ లోపు ధనం వస్తే లెక్క పెట్టుకోవాలిగా లెక్క పెట్టుకోవాలి లెక్క పెట్టుకోవాలి నేను సామాన్ల కోసం బజార్కి వెళ్తాను కదా వచ్చినప్పుడు గోన్ సంచులు కూడా తీసుకొస్తాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ఈ ఫేస్ ఏ ఎదవ ఏ చెబితే ఈ ఎదవది నమ్మేస్తాడు పరింగెదవ ఇద్దరు కౌన్ హై బెరర్ क्या हुआ ऐसे देखते क्या जी ఆ, ఏం కావాలో చెప్పండి నేను పిలిచింది చఫ్ని కాదు బ్యారర్ని ప్రస్తుతానికి నేను డబుల్ రోల్ లేండి అచ్చా బాయ్ ఏ గరం కాఫీ లావు జీ హుజూర్ కానిస్టేబుల్స్ కమాన్ చిక్కావు ఏంటి సార్ ఏమైంది ఏమైందా వీడు అమితాబ్ అని మల్టీనేషనల్ స్మగ్లర్ మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇన్నాళ్ళకి వీడు ఇక్కడ చిక్కాడు వీడి మీద నాలుగు లక్షల రివార్డు కూడా ఉంది అలాగా అవును అయితే ఆ రివార్డ్ వస్తుందండి నీకా అవునండి మా హోటల్లో పట్టుబడ్డాడు కదా నువ్వు షెల్టర్ ఇస్తే నీ హోటల్లో ఇంకెక్కడ దొరుకుతాడు పద నువ్వు కూడా షెల్టర్ ఇవ్వటం ఏంటండి బాబు ఫిల్టర్ కాఫీ వెళ్ళిపోయాను అంతే అసలు న్యాయంగా ఇవాళ కోయి ధర నాకు బోల్డ్ అని డబ్బులు వస్తాయని చెప్పాడు అందుకని అంటే ఈ కథారోడ్డుతోటి తోటి ఆ కోయిదొరను కలిపి కమిషన్లు కొడుతున్నావు అన్నమాట అయ్య బాబోయ్ మీకు మీ రివార్డుకో దండం నాకేం తెలియదు సార్ నన్ను వదిలిపెట్టండి సార్ ఇంకొకసారి ఎప్పుడైనా ఇలాంటి క్యారెక్టర్లు మీ వాటిలో కనిపించాయో నిన్ను కూడా బొక్కలేసి మక్కిలిరదంతాను నడవరా బంగారం తుక్కుంటూ నీ కాళ్ళ రాబోతుంది రివార్డ్ మిస్ అయినా రిజల్ట్ బాగానే ఉంది రండి సార్ రండి రండి మా హోటల్కి విచ్చేయండి రండి రండి సార్ ఇదంతా మా హోటలే ఏ అమృత అలా బేబీ ముఖం వేసుకుని చూస్తావే ఇలా సార్ సూట్ కేసులు కారులో ఉన్నాయి వెళ్ళిపట్రా మిస్టర్ అంబుజనాభం వాట్ హ్యాపెండ్ ఎందుకు అతన్ని తిడుతున్నావు సార్ అంజలి గారు మీలాంటి గొప్ప మనిషి ఈ హోటల్కి వస్తే ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడో చూశారు కదా అందుకని హోటల్ ప్రొపరేటర్ని పట్టుకుని తిడతావా నేను తలుచుకుంటే నిన్ను కోతిలా ఆడించగలను జాగ్రత్త సెక్రటరీ చెక్ బుక్ ఇదిగో మా వల్ల నీకు ఉద్యోగం పోయినందుకు నష్టపరిహారంగా ఈ బ్లాంక్ చెక్ నీ మొహాన పడేస్తున్నాను నీకు కావలసినంత రాసుకో ఏయ్ నువ్వు గనక ఈ హోటల్ పరిసర ప్రాంతంలో గాని కనిపించావో నిన్ను నేను పిట్టను కాల్చినట్టు కాల్చి పారేస్తాను get out I say Amrutham రామ్మా కాల్చేయి కాల్చేయి నిన్ను కాల్చడం ఏంట్రా నన్ను కాదు వాణ్ణి నన్ను పట్టుకు చంపు తింటాడు వాడు ఈ పెట్టెలో బంగారు బిస్కెట్లున్నాయో వజ్రాలున్నాయో చూడాలి ఆ అబుదాబి ఈ పెట్టుతో పాటు తాళాలు కూడా మూల విసిరేసి ఉంటే బాగుండేది సమయానికి ఐడియా ఇవ్వడానికి అమృతం కూడా లేడు చెప్పండి సార్ ఏం కావాలి ఒరే అమృతం ఏంటి నువ్వు ఇట్లారా అరగంట నుంచి కస్టమర్లు వెయిట్ చేస్తారంట వీళ్ళు పట్టించుకోకుండా అక్కడేం చేస్తున్నావు నువ్వు అవన్నీ తర్వాత చూసుకుంది కానీ రా ఒకసారి ఇట్రా ఏంట్రా హోటల్ మెయింటైన్ చేయడం నీకు ఎంత కష్టంగా ఉంటే మాత్రం నా ఒక్కడికి వదిలేసి నువ్వు సూట్ కేసు పట్టుకుని ఊరు వెళ్ళిపోతావా అబ్బా అదేం కాదు ఏంటనుకుంటున్నావు బంగారం బిస్కెట్ల సూట్ కేస్ బంగారం బిస్కెట్ల సూట్ కేస్ పొద్దున కొయ్యదని ఏం చెప్పాడు నిధి నిక్షేపాలు నా కాళ్ళ దగ్గరకు వస్తాయని చెప్పాడు అదే ఇదా నిధి దొరికింది పొద్దు నుంచి మీ ఇద్దరిని అని మాట్లాడినా కూడా ఏ మూలో నాకు పీకుతూనే ఉందిరా నీకు నిధి దొరుకుతుందని ఎక్కడ దొరికింది మన హోటల్లోనే అవునా అదృష్టం అబుదాబి రూపంలో వచ్చి బంగారం బిస్కెట్ల సూట్ కేసులా దొరికింది అయ్యో బాబోయ్ సూట్ కేసు నిండా బంగారమే బంగారం బిస్కెట్ల సూట్ కేసా బంగారు బిస్కెట్లు ఏంటి బటర్ బిస్కెట్లు అవునండి నేత్తో చేసిన బటర్ బిస్కెట్స్ అంత గోల్డ్ కవరింగ్ వద్దు కానీ ఇందులో నాకు వాటా కావాలి ఏ పది దాంట్లో మీకు వాటా ఇవ్వాలా ఏ తేరగా దొరికిందే కదా దొరికితే మాత్రం మేము మీకు ఇవ్వాలి ఎందుక ఈ సౌండ్ ఎక్కడ విన్నట్టుంది పోలీస్ సౌండ్ వాళ్ళని పిలవకుండా ఉండటానికి అంత బిల్డప్ పొద్దులే కానండి మీకు బిస్కెట్ ముక్క పడేస్తాం అదేం కుదరదు నాకు సమాన వాట కావాల్సిందే ఇందులో ఇవ్వకపోతే ఇవ్వకపోతే మీ గొడవ ఆపుతారా నువ్వేంటన్నయ్య ఊరెళ్తున్నావా కాదు మా నంజిగాడికి పెట్టిన బంగారు బా అమృతం చెప్పేస్తావేటి అంత సెల్ఫిష్ పనికి రాదండి అవుటర్ మీకు తెలియచ్చంట మా ఫ్యామిలీ మెంబర్ తెలియకూడదా ఇదిగో వీడికి బంగారు సూట్ కేసు దొరికింది అవును పద్దు మన హోటల్లో అబుదాబి అనే ఓ పెద్ద స్మగ్లర్ అరెస్ట్ అయ్యాడు వాడి చేతిలోని గోల్డెన్ సూట్ కేసు నాకు దొరికింది ఇదిగో మధ్యలో వచ్చి నాకు వాటా కావాలంటున్నాడు మరి ఇవ్వకపోతే పోలీసులతో చెప్తాట నువ్వు తప్పుకో అబ్బా ఏంటి చెప్తావా చేస్తారా సూట్ చేస్తున్నాడు సూట్ కేసు గోడ కదా అవును సూట్ కేసులో ఎంత బంగారం ఉంది అసలు సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే కదా మీకు అసలు బుద్ధుందా పేపర్ చదవట్లేదా ఏంటి ఈ మధ్య టెర్రరిస్టులు ఎక్కడ పడితే అక్కడ సూట్ లో బాంబులు పెడుతున్నారు వదలొద్దు కదలొద్దు చిన్న కదలికకే బాంబు పేలుతుందని రాశారు అయ్యో ముందున్న పొజిషన్ మార్చకూడదండి ఇలా ఎంతసేపు నిలబడాలి నేను అది పేలేదాకా అమృతం ఉండండి ఆలోచించుకోవాలి కదా ఆలోచించాలా నాకు దొరదేస్తుంది ఇలా వచ్చి ఈపుకోకు నేను గోకాల ఇడి పిల్ల నడకండి తొందరరా ఒరే ఎందుకని మంచిది దూరంగా ఉండుకోకు అవును చిచ్చి పెట్టింది కాదు నన్ను బావా చోలు మూసుకో గోకో బుధం కాదు ఈపి అలా సింగిల్ ఫింగర్ తో ఊగుతావిటి గట్టి గోక గట్టి గోక గోలున్నాయి చదువుతాం ఎలారా దీన్ని వదిలించుకునేది అసలు దీనికి అతనికి కారణం నువ్వు నువ్వే దీన్ని ఎలాగోలా వదిలించావు ఒరే పోలీసులకు ఫోన్ చేయరా పోలీసులుగా ఒరే వాళ్ళతో చేతి బాంబులు మనం తయారు చేసామంటారా కంట పడకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి బయట పడేసా ఆ <laughs> ఇంకా రాడే ఆ మధ్యలో పేలిపోయి ఉంటది పెదవనూరు ఏం టూత్ పేస్టో నీకు అందరు ఇలాంటి వాళ్ళే దొరుకుతారు అవును నువ్వు దొరకలే ఏంటి కానిస్టేబుల్స్ కమాన్ ఫాలో మీ ఓ సారీ నా జేబు హలో ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ ఏంటి వెతుకుతున్నారు మీరు ఇందాక ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం అతనితో ఒక సూట్ కేసు ఉండాలి మీరేమైనా తీసారా సూట్ కేసు అలాంటి అర్థమైన ఈ పడతా పడతాయి ఇన్ని అడగండి నాకేం తెలియదు నేను ఇప్పుడే వచ్చాను అరే చూప్ ఎవరో తీయపోతే ఏమైంది ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఆ వ్యక్తి ఇక్కడికే వచ్చాడు ఇన్ఫర్మేషన్ ఉంది అయినా ఇందాక ఇక్కడ ఇంకొకటి ఉండాలి వాడేడి ఎవడు నల్లగా పొట్టిగా గుమ్మట వాడే అది పడేయడానికి లేదు కదా ఏది పడేయడానికి అదే వాట్ చెత్త ఆ అబుదాబి గారు దారిలో ఎస్టీడీ పూ దగ్గర ఆగాడా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను కానిస్టేబుల్స్ ఫాలో మీ అంత కంగారు పడిపోతున్నారు ఆ సూట్ కేసులో ఏముంది బాంబు ఉందా బాంబు లేదండి లక్ష డాలర్ల క్యాష్ ఉంది డాలర్ల క్యాష్ అంటే యాభై లక్షలు ఒరే అమృతం దరిద్రం వదిలిపోయిందిరా దరిద్రం వదలలేదురా వదిలితే అలా అమెరికా లక్ష్మి ఎందుకు వదిలేసి వస్తాం మనం అమెరికా లక్ష్మి ఏంటి దాంట్లో లక్ష డాలర్లు ఉన్నాయి మన కరెన్సీలో యాభై లక్షలు ముందు నా వాటా సంగతి తేల్చి అమృతం సార్ మీకు ఇవ్వకుండా మేము ఎందుకుంటాం ఒక డాలర్ తీసుకోండి ఒక్క డాలరా అసలు ఈ హోటల్కి నేను మేనేజర్ని ఎప్పట్లాగే నేను ఉదయం ఉంటే ఈ సూట్ కేసు నాకే కనిపించేది నేను ఏమైనా సర్వర్న నేను ఈ హోటల్ పప్పు ఆ విషయం మర్చిపోతున్నారు ఈ కాంపౌండ్ లో ఏం దొరికినా అది నాకే చెందుతుంది ఒకటి కాకపోతే రెండు తీసుకోండి but not more than thousand అసలు నువ్వు ఇద్దాం అనుకున్నా మీ బాస్ ఒక డాలర్ కాదు కదా ఒక సెంట్ కూడా ఇవ్వనివ్వను ఇదిగో అమ్మాయి నువ్వు ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు ఆహా అంత ఇన్సల్టింగ్ గా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపా ఇదిగో నాకు గనక సరైన వాటా ఇవ్వకపోతే ఈ సూట్ కేసు ఎవ్వరికి దక్కుండా పోతుంది జాగ్రత్త ఏంటి బ్లాక్మెయిలా కాదు వైట్ మెయిల్ నువ్వు ఊరుకోబద్దు నా వారఫలం కాయవద్ది నాకు వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు మీ బాస్ కి వాటా ఇస్తే మాత్రం నేనే పోలీసులు ఫోన్ చేసి చెప్తా ప్రపంచంలో ఏ దొంగ దొరికినా ఇలా వాటర్ దగ్గర తేడా వచ్చే పోలీసులు తెలివితేటల వాళ్ళు కాదు ఇదిగో నువ్వు నోరుకులు క్లోజ్ రంజి నువ్వు ఈ సూట్ కేసు తొందరగా చేయి ఉండండి ఆ తాళాలు ఎలా పనికి మళ్ళీ తాళాలన్నీ తీసుకొచ్చావు ఇదిగో మీ వల్ల కాదు కానీ ఏ తాళాలు తీసివ్వండి తీసుకొస్తే ఇట్టే ఓపెన్ చేసి పడేస్తాడు వెళ్ళండి కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్ ఆ తాళాలు తీసేవాడు దీన్ని ఓపెన్ చేసి నాకు బాట కావాలంటే ఈ సపోటా అగళ్ళ నిజం ఏంటి నిజం ఓపెన్ చేయి ఓపెన్ చేద్దాం ఓ రాయేసి కొడితే రాయేసి కొడతావా నీ తల బద్దలు కొడతాను ఓపెన్ చేయి వచ్చిందా ఏంటి అలా లేచిపోయావే థింకింగ్ థింకింగ్ ఏంటి ఏమైనా ఐడియా వచ్చిందా మా ఆవిడ ఫోన్ చేస్తే మీ ఆవిడికా చిచ్చే ఐడియా నచ్చపోతే మానేయండి చిచ్చి అంటారేంటి ఇదిగో నువ్వు పని చేయి కి క్లోజ్ అని బోర్డు పెట్టు లేకపోతే ఎవడన్నా కస్టమర్ వస్తే న్యూసెన్స్ అయిపోద్ది ఏముండో హోటల్ కి క్లోజ్ అని బోర్డు పెట్టడం సులువే కానీ చేసిన అంతా వేస్ట్ అయిపోతుంది మరి దాని సంగతి ఏమిటి ఈ ఒక్క సూట్ కేసు ఉండగా మనకు ఆ వంట అంతా వేస్ట్ అయితేనే అంజేలు పోలీసులు ఈ నాకు సంబంధం లేదు కమాన్ ఇదిగో నా పేరు ఇంక్లూడ్ చేయొద్దు ఇదిగో రిలాక్స్ గా కూర్చోండి రిలాక్స్ గా ఓకేనా అలా పికప్ చేసుకుని అద్వాని దగ్గరికి వచ్చారు ముగ్గురు కలిసి సుష్మా స్వరాజ్ దగ్గరికి వెళ్ళారు ఎందుకు నాకేం తెలుసు బాబు ఉన్నాడు సార్ మీరు మళ్ళీ వచ్చారేంటి ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అతని చేతిలో డెఫినెట్ గా సూట్ కేసు ఉండాలి కానీ మీరు లేదంటున్నారు మీరు సరిగా చూసారా అబ్బే అతను సూట్ రాలేదండి నేను క్లియర్గా చూశాను అతని చేతిలో ఏమీ లేదని మీరు అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ, ఎడం చేత్తో కుడి చేతిని గోక్కుంటూ వచ్చాడు మరి నాకు ఇన్ఫర్మేషన్ అలా వచ్చిందండి అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది ఏది ఏమైనా ఆ అబిదాబు గారు మీ హోటల్లో దొరికాడు అతనికి మీ హోటల్కి ఏదో సంబంధం ఉండే ఉంటుంది చూడండి సార్ మేము నాలుగు గొడుగులు ఆరు తడిగులు పెట్టుకుని ఒక హోటల్ పెట్టుకున్నాం మా హోటల్కి అబుదాబీ గాడి కానీ ఆల్ఫిత్ర గాడి కానీ రాలేదు వాళ్ళతో మాకు సంబంధాలు కూడా లేవు సరే మీ మాటలు నమ్ముతున్నాను కానీ మాకు ఆ సూట్ కేసు దొరికేంత వరకు మీరు నలుగురు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు మీరు వెళ్ళమని ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళండి పోలీస్ స్టేషన్ సంతకాలు ఇగో ఫోన్ ఏంటి? ఇలా హోటల్ వదిలేసి పోలీస్ స్టేషన్ వచ్చి సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే మా హోటల్ లాస్ లో పడిపోదు మాకు లాసే కదా మన ఇద్దరికి లాస్ రాకుండా ఒక మార్గం ఉంది ఏంటది ఓ పదిహేను వేలు మీకు కాదనుకున్నారనుకోండి మా సార్కి ఇస్తే మొత్తం అంతా ఆయనే మేనేజ్ చేసి పెడతారు పదిహేను వేల అమృతం ఎందుకు వచ్చిన కేసులు ఇచ్చే పదిహేను వేలు ఏంటండి ఇచ్చేది ఈడిస్తే నా దగ్గర మూడు వేలు ఉన్నాయి ఏంటి బేరాలా ఈ కేసు ఏ సెక్షన్ కిందకు వస్తుందో తెలుసా పోటా కిందకు వస్తుంది పోటానా వింటేనే గుండె పోటొచ్చిలా ఉంది ఇచ్చే అమృతం ఇచ్చేయడానికి ఎక్కడున్నాయి నా దగ్గర ఇంతే ఉంది నువ్వు ఇట్రా నువ్వు తప్పుకోవా ఏంటి అమ్ముడు వెళ్ళి ఎందుకు ఇయ్యి చెప్తాను మొన్న నువ్వు నా పన్నెండు వేలు శాలరీ ఇచ్చావా అయినా ప్యాంట్ జేబులో అలాగే ఉండిపోయినాయి మీ ఖర్చే ఉంది సార్ అన్ని నా మీద పడి తినేస్తున్నారు కదా అవన్నీ అలా ఉంచు ఇప్పుడు ఈ మూడు వేలుకి నా పన్నెండు వేలు జడ్ చేసి పదిహేను వేలు వాళ్ళ ముఖాన్ని కొట్టు కానీ దీనికి తగ్గట్టుగానే సూట్ కేసులో నా వాటా బరువుగా ఉండాలి రా అమృతం దా ఇదిగో కానిస్టేబుల్ గారు పదిహేను వేలు థ్యాంక్స్ అండి ఓకే వస్తానండి కూర్చో వెనక జరుగు ఇప్పుడు చెప్పు ఈ సూట్ కేసులో నా వాటా ఎంత మీరు పన్నెండు వేలు పెట్టారు కాబట్టి మీ మీ వాటా ఎయిటీ పర్సెంట్ అంటే మిగిలిన ట్వంటీ పర్సెంట్ మీ ముగ్గురు పంచుకుంటారనమాట అంతే కదా అవును ఒక్కొక్కరికి ఎంత వస్తుందంటే ఆ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ వస్తుంది మరి ఆ పాయింట్ నాట్ టూ పర్సెంట్ ఏం చేస్తా టిప్పుగా మీకే ఇస్తాం తిప్పుగానా నువ్వు వెళ్ళి సూట్ కేసు ముందు ఎలా ఆంజల్ నువ్వు వెళ్ళి రంజు పెట్టరా అబ్బా తొందరగా ఓపెన్ చేయండి టెన్షన్ పోతున్నాను నేను ఉండండి మీకంటే మాకు ఎక్కువ టెన్షన్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ కే మీకు అంత టెన్షన్ ఉంటే ఎయిటీ పర్సెంట్ నాకు ఎంత టెన్షన్ ఉండాలి అమృతం అక్కడ ట్రై చేస్తున్నాడు కదా కనిపిస్తావుటి ఏం చేయకుండా అలా కూర్చోపోతే ఏదో చేయొచ్చు కదా అవును నేనేం చేయట్లేదు ఆంజలి వచ్చిందా అస్సలు ఇదిగో అక్కడ కదా ఇంకో జాడ ఎక్కడ ట్రై చేయి ఓ పని చేస్తానండి మొత్తం డాలర్లన్నీ చిరిగిపోతాయి ఏంటి అంజలు రాలదా ఈ పనిముట్లతో లాభం లేదండి ఏదన్నా రంపం లాంటిది ఉంటే బాగుండును అది కూడా ఉందన్నయ్య ఉందా ఏది? ఇదిగో రంపంతో ఏం చేస్తావు చెప్తా మీరు పట్టుకోండి చెప్తా నోట్లన్నీ మధ్యలో చిరిపా అలా పెట్టా ఏదో చెయ్యి ఏదోలా ఓపెన్ చేస్తే వద్దంటారు చెయ్యకపోతే చేయమంటారు ఉన్నాను కంగారు పెట్టకండి తూత్పిక్ తాటని టూత్ పిక్ కరెక్ట్ టూత్ పిక్క పులముక్క మూసుకొని నువ్వు కూడా మూసుకో ఆ, ఓపెన్ అయిపోయింది అమృతం అది కూడా అలాగే ఓపెన్ చేయి కంగారు పడకండి ఒకటి వచ్చింది కదా రాయ్ ఇవన్నీ డ్రై క్లీనింగ్ షాప్లో వేసి అన్న నెక్స్ట్ ఏ ఊరన్నా అరే ఎవరు పోయినా హెర్రోలు కొరతేంట్రా బాబు <laughs> టెన్షన్ భరించలేకపోతున్నాను ఓపెన్ అమెరికా ఒరే అంచిగా ఇదిగో నీ ఆకస్మిక బండలా చేతులు చాపండి మీకు ఎయిటీ పర్సెంట్ కదండి ఇదిగో మీ ఎయిటీ పర్సెంట్ పట్టండి బావా కంగారు పడి నీకు ఉంది ఇదిగో ఈ సిక్స్ పాయింట్ సిక్స్ కుర్రో కుర్రో కుయ్యో మర్రో ఒరే అంజి నీ కోయ కజిన్ వచ్చాడు ఇంకో అదృష్టం ఏ రూపంలో వస్తుందో చెప్తాడు ఎల్లు కొనదేవర దండాలు దొరా దొరా నువ్వు ఇచ్చిన నోటికి చిన్న సిల్లు పడిందంట కొత్త నోటి అదృష్టం నీ కాడ కొత్త అది కొత్త నోటు కాదు కొత్త నోరిస్తాను పట్టు